Welcome to welcome to welcome to BDL TV welcome to BDL TV ఇప్పుడు మనం ఇప్పుడు యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి మనం ఇప్పుడు యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ యాహూలో ఇది యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజీ అనే ఒక యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజీ మనలోకి మనం వెళ్ళాలంటే మనకి యాహూ మెయిల్ అకౌంట్ అందుకనే ఉండాలి చేస్తున్నాను నేను మనకి ఆల్రెడీ ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు అవ్వాలంటే యాహూ కోసం ఆన్సర్స్ ఒక mail account Yahoo mail account mail చేసుకొని యాహూ కోసం already Yahoo mail account login అవ్వచ్చు అది ఓపెన్ చేస్తాను యాహూ కోసం సాన్సర్స్ పేజ్ మెయిల్ ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఓపెన్ చేస్తాం ఈ యాహూ చేయాలంటే మెయిల్ అకౌంట్ చేస్తారు యాహూ మెయిల్ అకౌంట్ ప్రపంచం మొత్తం మీద ఉన్న యాహూ మెయిల్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మనం అడిగిన క్వశ్చన్కి వాళ్ళు సమాధానం ఇస్తారు ఆ సమాధానం మనకి సాటిస్ఫాక్షన్గా ఉన్నట్లయితే దానికి ర్యా ర్యాంక్ ఇవ్వచ్చు అయితే మనం అడిగిన క్వశ్చన్ మనం అడిగిన క్వశ్చన్ ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల కోట్ల మంది మన ఆశ మన క్వశ్చన్ చూస్తారు oh, కాబట్టి oh. వెంటనే మనకి ఇమీడియట్గా సెకండ్స్లో మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే కొంచెం కాంప్లికేటెడ్ మన క్వశ్చన్ కాంప్లికేటెడ్ ఉంటే మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది యాహు క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజీ ఇప్పుడు ఇక్కడ ఇండియన్ అన్నం చూసారా ఇది మెయిల్ అకౌంట్ ఉన్నట్లయితే ఓపెన్ అవుతుంది మీకు oh, ఇది ఫస్ట్ యాహు క్వశ్చన్స్ అకౌంట్ అయితే మనకు యాహు క్వశ్చన్స్ పేజీలో అడ్రస్ అడుగు ఈ కేటగిరీస్ ఉంటాయి arts humanities beauty style business finance cars transport computers internet consumer electronics dining out education ఇలాగా ఉంటాయి అన్నమాట కేటగిరీస్ ఈ కేటగిరీస్ అంటే మన వేసే క్వశ్చన్ సంబంధించి ఎవరైనా ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ చూసారా ఆన్సర్స్ ఇవ్వచ్చు is it possible for some like categories ఉంటాయి Hitler to get arts and to power again 41 answers. Arts and humanities. How do you choose books? Why do people forget triple K and slavery was started by the Democrat Party, but Republicans are into power again? Best answer. దీనికి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్సర్స్ వచ్చాయి దానిలో ఒక బెస్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ అతను క్వశ్చన్ వేసిన క్వశ్చన్ అడిగిన అతను ఆన్సర్స్ ఇచ్చిన అతనికి బెస్ట్ ఆన్సర్ ర్యాంక్ ఇచ్చారన్నమాట ఇలా బెస్ట్ ఆన్సర్స్ ర్యాంక్స్ కూడా ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళకి మనం క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఇరవై నాలుగు మంది ఆన్సర్ వచ్చారు అలాగే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ ఇరవై నాలుగు మంది ఆన్సర్స్ ఇచ్చారు అలాగొచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ ఇవ్వచ్చు మనం అడిగిన క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్ అడిగి మిగతా ఈమెయిల్ అకౌంట్లో ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఆన్సర్స్ పాసిబుల్ ఫర్ సమ్ అలాగే ఎట్లా టు గెట్ ఇన్ మనం కూడా ఇతరులు వేసిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు ఇది చూసారా నాది ఇండియన్ అనే పేజీ క్వశ్చన్స్ ఆన్సర్ ఇది మై క్వశ్చన్స్ మై ఆన్సర్స్ నా క్వశ్చన్స్ ఆన్సర్స్ మై క్వశ్చన్స్ ఇవన్నీ నేను వేసిన క్వశ్చన్స్ ఇది చూసారా ఫైవ్ ఆన్సర్స్ వన్ ఆన్సర్ ఇలాగ ఆన్సర్స్ వచ్చాయి twenty two answers four answers అలాగ వచ్చాయి ఇవన్నీ నాకు ఎయిట్ ఫార్టీ టూ పాయింట్స్ వచ్చాయి అంటే అంటే బెస్ట్ ఆన్సర్స్ వచ్చిన వాళ్ళకి పాయింట్స్ బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళకి నేను బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వడం వల్ల నాకు ఎయిట్ ఫార్టీ త్రీ పాయింట్స్ వచ్చాయి four best answers three sixty eight questions answers ఇచ్చాను వన్ థర్టీ ఎయిట్ క్వశ్చన్స్ వేసాను వీట వాళ్ళు ఈ విధమైనటువంటి పాయింట్స్ ఇస్తారు మనకి బెస్ట్ ఆన్సర్కి మనకి ఇన్ని పాయింట్లు అని వస్తుంటాయి ఆ పాయింట్లను బట్టి మన ర్యాంక్ అనేది పెరుగుతుంది ఈ గ్రూప్ ఈమెయిల్ ఈమెయిల్ మెంబర్స్ మధ్య మనకి వన్ ఇయర్ కొంచెం కోఆర్డినేషన్ పెరుగుతుంది వన్ ఇయర్ ఫ్రెండ్షిప్ అది పెరుగుతుంది అనమాట ఇలాగా మనం వేసిన క్వశ్చన్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రపంచంలో ఎంతమందికి అయితే క్వశ్చన్ ఈ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చూడండి చూస్తుంటారో వాళ్ళందరూ కూడా ఎవరైనా ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాను అలాగే మనం <clears throat> ఏదైనా క్వశ్చన్ అడగాలనుకోండి ఇక్కడ ఆస్కే క్వశ్చన్ అని కదా అక్కడ క్వశ్చన్ అడగచ్చు అడిగితే మనకి ఒకసారి విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది వాట్ ఈస్ అవర్స్ ఒకసారి the time now in your country what is the time now in your country దీనికి ఆన్సర్స్ ఏమైనా వస్తాయో చూద్దాం జనరల్గా వస్తాయి ఆన్సర్స్ అంటే ఈజీ క్వశ్చన్ కాబట్టి చాలామంది ఆన్సర్స్ ఇస్తారు what is the time now in your country అని అడిగాను చాలా సింపుల్ క్వశ్చన్ కదా వస్తాయి దీనికి ఆన్సర్స్ వెంటనే ఈజీ కాబట్టి వస్తాయి చాలా ఆన్సర్స్ వస్తాయి మనం ఈ సబ్మిట్ చేశాను ఎన్ని ఆన్సర్స్ వస్తాయి సబ్మిట్ చేశాను సబ్మిట్ చేస్తాను సబ్మిట్ అంటే సబ్మిట్ అయిపోతుంది what is the time now చూసారా క్వశ్చన్ వచ్చింది ఇది మనకి Yahoo world entertainment and music కానీ పోల్స్ అండ్ సర్వే కేటగిరీలో కానీ యాడ్ చేసుకోమని అంటున్నాను ఇంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి అయితే మనం క్వశ్చన్ కేటగిరీ చేసేస్తారు ఆల్రెడీ మళ్ళీ ఏమైనా ఎడిట్ చేయాలనిపిస్తే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ చూసారా ఎడిట్ అనే కాలం ఉంది పోల్స్ అండ్ సర్వే కేటగిరీ దేనిలో దానిలో యాడ్ చేయమంటారు పోల్స్ అండ్ సర్వేలో వీటిలో మన క్వశ్చన్స్ రకరకాల కేటగిరీస్ ఉంటాయి పోల్స్ అండ్ సర్వే దానిలో వస్తుంది అనమాట ఇలాగ చాలా కేటగిరీస్ ఉన్నాయి అలాగే మనం అడిగే క్వశ్చన్స్ మనది కూడా ఒక కేటగిరీలోకి వెళ్ళింది ఇందాక చెప్పారు కదా ఎంటర్టైన్మెంట్ హ్యూమానిటీస్లో ఆ కేటగిరీలోకి మనకు క్వశ్చన్ వెళ్ళిపోయింది వేశారు వాటికి ఎన్నెన్ని ఆన్సర్స్ వచ్చాయి ఇక్కడ చూసారా ఇప్పుడు మనకు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది మళ్ళీ కంప్యూటర్ ఇంటర్నెట్ మనం ఏ టాపిక్ మీద అయినా మనం ఓ క్వశ్చన్ అడగచ్చు ప్రపంచంలో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజీ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు మనకి ఆన్సర్ ఇస్తారు లేదా మనం మనం మనం కేటగిరీస్లో క్వశ్చన్స్ మనం ఎవరైనా ఆన్సర్స్ చేస్తే మనకి మనం వాటిలో ఏమైనా మనకి లేటెస్ట్ ఉంటే చెప్పొచ్చు లేదా పాత వాటికి కూడా మన అవన్నీ కూడా ఏ కేటగిరీ ఫ్యామిలీ రిలేషన్స్ కేటగిరీలో ఉన్న క్వశ్చన్స్ అనమాట ర్యాంకింగ్ కూడా ఆన్సర్స్ మనం బెస్ట్ కేటగిరీ నేను ఆన్సర్ మనం ఇచ్చిన ఆన్సర్ బెస్ట్ ఆన్సర్ అని పేజో ఆ క్వశ్చన్ మన క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ వస్తుంది మనకి ర్యాంక్ ఇస్తారు అనమాట చూసారా ఇక్కడ వెడ్డింగ్ ఫుడ్ ఐడియాస్ దీనికి టెన్ ఆన్సర్స్ వచ్చాయి బెస్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు చూసారా wedding food ideas I prefer to eat buffet style at weddings I know it can take I prefer to eat buffet style of wedding. I know it but I can far take prefer to a choose while my own for food everyone to items get to the and line. portions. But Then decide a I plate far and prefer to choose my best own wedding food I items had was a and Turkish portions. wedding with a Mediterranean buffet. It was no Mm, fancy, the best but answer it was అన్నమాట. colorful. ఇలాగ చాలా పెద్ద ఆన్సర్ అలాగే ఆ విధంగా ఆన్సర్స్ వస్తాయి మనం ఎవరి క్వశ్చన్స్కైనా ఈ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని ఎవరి కేటగిరీస్కైనా ఏ క్వశ్చన్స్కైనా మనం ఆన్సర్ ఇచ్చినట్లయితే జనరల్గా రీసెంట్ క్వశ్చన్స్కి జనరల్గా ఆన్సర్ ఇస్తే మనకి మన ఆన్సర్కి ర్యాంకింగ్ వచ్చిందా లేదా అని తెలుస్తుంది అనమాట బెస్ట్ ఆన్సర్ అంటే వాళ్ళు మనకి మార్కింగ్ చేస్తారనమాట బెస్ట్ ఆన్సర్కి ఇలాగ ఆల్ కేటగిరీస్ మార్కింగ్ ఇస్తారు ఆల్ కేటగిరీస్ అన్ని కేటగిరీస్ ఇవన్నీ categories arts and humanities cars and transport, dining out, environment, games and recreation, local business, politics and government, social sciences, travel, beauty and style, dining computers and internet, education, people's health, news events, pregnancy, friends, travel, beauty, Yahoo products, education, family, health, sports, pets, home, guardian, ఇవన్నీ కూడా రకరకాల కేటగిరీస్ ఉంటాయి ఈ కేటగిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ క్యాటగిరీస్ మనం క్లిక్ చేసి జనరల్ పబ్లిక్ మొత్తం old old Yahoo mail open లేదా మన Yahoo mail Yahoo questions answers page ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎవరైనా కూడా ఆన్సర్ ఇవ్వచ్చు యాహూ క్వశ్చన్ అలాగే మనం అడిగిన క్వశ్చన్ ఎవరైతే ఈ పేజ్ ఓపెన్ చేస్తున్నారో ఆ టైంకి ఆ టైం కాకపోయినా వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతుంది అక్కడ మనం క్వశ్చన్ వేసాం అందరూ ఎవరెవరికి మెయిల్ ఎవరెవరైతే క్వశ్చన్ ఆన్సర్స్ పేజ్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ క్వశ్చన్ వేస్తుంది వాళ్ళు చూడండి సర్టైన్ మనకి ఇస్తారు అనమాట ఆమె అని అతనికి ఫైవ్ ల్యాక్స్ ఇలాగా వీటికి ర్యాంకింగ్లు పే పాయింట్లు కూడా ఉంటాయి యాభై లక్షల ఏడు వందల తొంభై ఆరు పాయింట్లు మూడు వందల నలభై నాలుగు ఆన్సర్స్ మొత్తం నలభై కొన్ని పాయింట్లు అతనికి యాభై లక్షల ఏడు వందల తొంభై ఆరు పాయింట్ యాభై లక్షల లెవెల్ సెవెన్ పాయింట్లు వచ్చేది ఆన్సర్స్ మూడు వందల seven answers level seven questions నలభై వేసాడు అతను ఆహో మూడు వందల లక్షల ఐదు తొంభై మూడు వందల ఆన్సర్స్ చేయలేదు క్వశ్చన్ ఇచ్చిన అన్ని పాయింట్లు బెస్ట్ ఆన్సర్ ఇచ్చిన వాడికి టెన్ పాయింట్స్ అలా ఉంటాయన్నమాట పాయింట్స్ చాలా ఆన్సర్స్ ఇది అలాగే మన క్వశ్చన్స్ ఎక్కువ అడిగి అడిగినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్స్కి మనం ర్యాంక్ ఇస్తాం అలాగే వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం అడిగిన క్వశ్చన్స్కి ఎవరైనా ఆన్సర్స్ బోర్డులో మనకి అలాగే మనం ఎవరి క్వశ్చన్స్ కన్నా మనం ఆన్సర్ ఇస్తే మనకి వాళ్ళు మన ఆన్సర్కి ర్యాంక్ ఇస్తారు ఈ విధంగా ర్యాంక్స్ వస్తాయన్నమాట వాటికి పాయింట్లు ఒక ఒక బెస్ట్ ఆన్సర్కి టెన్ పాయింట్స్ అరౌండ్ బోర్డులో మనకి అలా మనం ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఇస్తే ఎంతమంది మనకి ర్యాంకింగ్ ఇస్తే దాన్ని బట్టి పాయింట్లు వస్తాయి క్వశ్చన్స్ ఆన్సర్స్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ యాహూ ఇది మనం వేరే ఫ్రెండ్స్ ని మనం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు ప్రపంచంలో సంబంధించిన పేజ్ ఉంటుందో యాహూ ఏమో వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్స్ చూస్తున్నారు వాళ్ళకి నచ్చిన ఆన్సర్ ఇస్తారు ఆన్సర్ తెలియకపోతే ఈమెయిల్ అకౌంట్ అలాగే మనం ఉండాలి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు ఆ క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ మనకు వస్తుంది అన్నమాట మన క్వశ్చన్స్ ఆన్సర్స్ మన నా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవి చూసుకోవాలంటే నా మెయిల్ అకౌంట్ మన అకౌంట్లో ఐడి మీద క్లిక్ చేయాలి చూస్తారా ఇండియన్ అనేది నా ఈమెయిల్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేస్తుండగా నాకు ఎన్ని ఎయిట్ ఈ మధ్యన నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంతకుముందు చాలా కాలం ఎయిట్ థర్టీ ఎయిట్ పాయింట్స్ ఇది యాక్టివిటీ లేదు ఫోర్ పర్సెంట్ పదిహేను ఇరవై సిక్స్టీ ఎయిట్ ఆన్సర్స్ ఈ మధ్యనే సాల్వ్ చేశాను వన్ థర్టీ నైన్ క్వశ్చన్స్ అప్పట్లో బాగా వచ్చి పాయింట్స్ ఈ విధంగా నా క్వశ్చన్స్ ఆన్సర్స్ బెస్ట్ ఆన్సర్స్ ఈ విధంగా ఉంటుంది మీకు కూడా ఇలాగే ఆన్సర్స్ మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనమాట వస్తుంది వాటి మీరు ఆన్సర్ ఎన్ని ఎన్ని కూడా మనకి చూపిస్తుంది చూద్దాం వాట్ ఈస్ ద టైమ్ నా అనేది అడిగాం కదా దానికి చూసారా ఆన్సర్ వస్తున్నాయి ఫోర్ ఆన్సర్స్ వచ్చాయి thirty eight PM four answers ten thirty eight PM ఒక చెప్పాడు అంటే అదే టైం చెప్పలేదు five minutes three thirty eight PM in England ఇంగ్లాండ్లో three thirty eight PM three thirty eight PM in England three thirty eight AM అని east coast of USA it is day time అని ఒక అతను చెప్పాడు ఆ విధంగా మనకు ఆన్సర్స్ వచ్చాయన్నమాట దీనిలో మనం అందరికీ మనకు మనం పేజ్ క్లోజ్ చేసడానికి అందరికీ థ్యాంక్స్ చెప్పి మనకు మన పేజ్ని క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మన దేశంలో కూడా ఎంత టైం ఉందో నేను టైప్ చేస్తున్నాను ఎయిట్ థర్టీన్ పిఎం అని it is eight thirty PM in India అని నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటాను ఓకే మనం కూడా వాళ్ళకి ఆన్సర్ రిప్లై ఇవ్వచ్చు థ్యాంక్స్ చెప్పచ్చు ఇలాగా మనం ఈ క్వశ్చన్కి వాళ్ళు ఎప్పుడైనా చూడొచ్చు అనమాట మన ఈ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాలైనా ధరగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా ఆన్సర్ ఇచ్చు కొన్ని సంవత్సరాలు పోయాక మనం చూస్తే కొన్ని వందలో ఆన్సర్స్ ఉంటాయి దీనికి టైం దీనివల్ల ఏంటంటే మనకి బెనిఫిట్ మనకి it is eight thirty PM in India ఓల్డ్లోని నైన్ పిఎం వీళ్ళతోటి in some other country emails తోటి మనకి కాంటాక్ట్ ఉంటుంది అని ఈస్ట్ కోస్ట్ మనకి సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది అనమాట ఈస్ట్ కోస్ట్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది మనం ఈ విధంగా ఆన్సర్స్ రాబట్టుకోవచ్చు మన ఈ విధంగా మనం ఎవరైనా క్వశ్చన్స్కి మనకి ఏమైనా ఐడియా ఉంటే ఆ answers entertainment and music category విధంగా చేయడం వల్ల అండ్ మన గురించి వాళ్ళకి అక్వైంటెన్స్ ప్రపంచం అక్వైంటెన్స్ వస్తుంది మన క్వశ్చన్ ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి అండ్ uh, వెబ్సైట్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కూడా మనం రిమోట్ చేసుకోవడానికి ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్లో అలా క్వశ్చన్స్ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి it possible for one like hey ఈ వీడియో మీకు ఎట్లా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి how was America more free in the past one arts and హ్యూమనిటీస్లో క్వశ్చన్ లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ విధంగా యాహూ క్వశ్చన్స్ ఆ స్పేస్ ఉంటుంది దానికి వీడియో మెయిల్ అకౌంట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల సరిపోతుంది ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ మీరు మెయిల్ అకౌంట్ ఓపెన్ అయి ఉండగా కాబట్టి యాహూ క్వశ్చన్స్ ఆన్సర్స్ టైప్ చేయగానే యాహూ క్వశ్చన్ మెయిల్లో కూడా మన వచ్చిన మన పేరు మీద ఓపెన్ క్వశ్చన్కి ఆన్సర్ నా మెయిల్ ఓకే మెయిల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మెయిల్లోకి వచ్చి చూసారా క్వశ్చన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరెవరు ఇచ్చారో వాళ్ళకి షేర్ ah, చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎవరెవరు లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మనం వేసిన వాళ్ళ అడ్రస్స్ కూడా మెయిన్ మెయిల్ పేజ్లోకి వస్తాయి చూడండి అక్కడ చూసారా jobs created answer to your question చూసారా మనం ఆ క్వశ్చన్ అలాగా మనకి మనకి వేసిన క్వశ్చన్కి ఆన్సర్ రాగానే మన మెయిల్ కూడా ఆన్సర్ వస్తుందన్నమాట ఈ పేజ్లోనే మనకు కనిపిస్తుంది మెయిల్లో కూడా మనకి ఫైవ్ క్వశ్చన్ సంబంధించిన మనకు మెయిల్స్ మెయిల్ మనకి మెయిల్ వస్తుంది ఏమి రెండు మనకి మెయిల్ వస్తుంది ఇంకా కొన్ని రావాలి విధంగా మనం త్వరలో వస్తాయి సర్క్యులేషన్ పెంచుకొని ప్రపంచం ప్రపంచ వ్యాప్తంగా స్నేహితులను పెంచుకొని మన వెబ్ డెవలప్మెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఓకే